Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to Nani tech and videos మనం కనుక ఇంగ్లీష్లో పట్టు సాధించాలంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద పట్టు సాధించాలి వీటి మీద మనకి ఐడియా ఉంటే ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడవచ్చు అలాగే మనకి ఇంగ్లీష్ కలిగినటువంటి ప్రతి ఎగ్జామ్కి వన్ ఆర్ టూ మార్క్స్ ఖచ్చితంగా వచ్చేటువంటి bits idioms and phrases idioms and phrases నుంచి మనకి ఖచ్చితంగా one or two marks bank కానీ రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ ఏదైనా సరే ఆఖరికి మనకి ఎస్ఏ కానిస్టేబుల్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మరి లేట్ చేయకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈరోజు idioms and phrases part one తీసుకొస్తున్నాను మనకి ఇందులో చెప్పబోయే చెప్పబడేటువంటి ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చినవి మాత్రమే చెప్తున్నాం ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చినవి మాత్రమే చెప్తున్నాం ఇంపార్టెంటెడ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఏది ఏది పెడితే చెప్పకుండా చదువుకుంటే చాలా ఎగ్జామ్లో వచ్చిద్ది అనుకున్న మట్టుగా చెప్తాము కాబట్టి మీడియమ్స్ అండ్ ప్రేజర్స్ మట్టికి ఎవరు మిస్ మిస్ అవ్వద్దు మీరు క్లాస్లోకి వెళ్దాం friends number one a man of letters a man of letters means scholar scholar a man of letter అనగా పండితుడు పాండిత్యం గలవాడు కొన్నిటికి ఆరిజిన్ ఉండిద్ది దాని యొక్క పుట్టుక ఉండిద్ది కొన్నిటికి పుట్టుక ఉండదు కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరు చెప్పలేకపోతారు కొన్నిటికి ఆరిజిన్ అనేది ఉండదు దాని గురించి ఎక్స్ప్లెనేషను ఎగ్జాంపుల్ మట్టుకి ప్రతి ఒక్క దానికి ఉండిద్ది ఆరిజిన్ మట్టుకి కొన్నిటి మట్టుకి ఇవ్వటం జరిగింది ఈ ఆరిజిన్ అనేది ఎందుకు పెట్టానంటే దీనివల్ల మనం చాలా బాగా గుర్తుంచుకోవచ్చు మనకి ఎగ్జాంపుల్ గుర్తుండకపోయినా ఆరిజిన్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనకి ఆరిజిన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ ఈ మూడింటి మీద ఈడియమ్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం a man of letters means scholar a man of letter అనగా పాండిత్యం గలవాడు ఎక్స్ప్లెనేషన్లో a man of letter is a person who is an expert in arts and literature arts మరియు లిటరేచర్ పాండిత్యంలో సాహిత్యంలో చాలా అనుభవజ్ఞుడిని ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటారు example our English professor was man of letters he could speak hours on Milton మా యొక్క ఇంగ్లీష్ ప్రొఫెసరు చాలా పండితం గలవాడు అతడు కొన్ని గంటల వరకు ధారాళంగా మాట్లాడగలడు next number two leave no stone unturned leave no stone unturned means to try every possible way to try every possible way మనం ఒకసారి ఆరిజిన్ని చెప్పుకుందాం ఆరిజిన్ ఆరిజిన్ చెప్పుకుంటే మీకు ఈ టాపిక్ అర్థమైద్ది అంటే ఈ ఇడియం అనేది చాలా బాగా అర్థమైద్ది దీని యొక్క పుట్టుక ఎలా జరిగిందంటే ఏన్షియంట్ గ్రీకులకి వాళ్ళ యొక్క రాజుల్ని పాతిపెట్టేటప్పుడు వారి యొక్క ధనాలని బంగారాలని చాలా సంపదలను వారితో పాటు వారి సమాధుల్లో దాచిపెట్టేవాళ్ళు దాచిపెట్టినటువంటి ధనాన్ని వెలికి తీయాలని కొన్ని సంవత్సరాలకి కొంతమంది మనుషులకి మనసు పుట్టి మరి ఆ రాజుల్ని పూడ్చిపెట్టినప్పుడు అక్కడ పెద్ద పెద్ద కొండరాలను ఉంచేవాళ్ళు అలా ఎంతమంది సమాధులు అయితే ఉంటాయో అక్కడంతా రాళ్ళు ఉంటాయి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి రాయిని ప్రతి రాయిని వదలకుండా సెర్చ్ చేస్తారు ఆ ధనాన్ని కోసం ఆ సంపద కోసం ఆ ట్రెజరీ కోసము వదలకుండా ప్రతి రాయిని సెర్చ్ చేస్తారు రాయి అనగా సమాధి రాళ్ళు పెడతారు కాబట్టి సమాధుల దగ్గర ప్రతి రాయిని వదలకుండా సెర్చ్ చేస్తారు మరి ఇంగ్లీష్ అర్థం కూడా అదే మనకి చూడండి లీవ్ నో స్టోన్ అంటున్నాడు ప్రతి ఒక్క రాయిని తిప్పకుండా దేన్ని వదలటం లేదు అంటే మనకు సంపద కావాలని మనకి దొరికినటువంటి ప్రతి పాజిబుల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు దాని దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే to try every possible way అన్ని విధాలుగా ప్రయత్నించటం అన్ని విధాలుగా ప్రయత్నించట తెలుగులో ఆర్జున్ అర్థమైంది కదా రాజుల యొక్క సంపదను వారి యొక్క సమాధుల్లో దాచేవారు ఆ సమాధి మీద ఒక రాళ్ళ బండలు ఉంచేవాళ్ళు వాటి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాళ్లను వెతుకుతూ ఉంటారు దీన్నే ఏ రాయిని వదలకుండా వదల వెతుకుతారు కాబట్టి to try every possible means leave no stone unturned ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం when you try every possible way when you try every possible way to achieve something you are living no stone unturned నీవు దేన్ని వదలకుండా అన్ని విధాలా ప్రయత్నించినప్పుడు మాత్రమే నువ్వు నీ యొక్క అచీవ్మెంట్ని సాధించగలవు example the student left no stone unturned విద్యార్థి దేన్ని వదలలేదు to achieve ninety percentage marks in the final exam తొంభై శాతం మార్కులను తెచ్చుకోవటానికి అతడు చేయవలసినటువంటి అన్ని విధాల ప్రయత్నాలు చేసేసాడు next third one feather in one's cap feather in one's cap a new and additional distinction it's symbolizes honour and integrity of an achievement మీకు ఇది అర్థమయ్యద్ది అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ బిట్ ప్రతి ఎగ్జామ్కి వస్తామంటే కాబట్టి నాన్ టెక్ టెక్ అండ్ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని మట్టుకు మీరు వదలొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ద్వారా ఒక్క మార్కు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సరే ఆరిజిన్లోకి వెళ్దాం దీని యొక్క పుట్టుక ఎలా జరిగిందంటే సైనికులు నేటివ్ అమెరికన్ సోల్జర్స్ వాళ్ళు feather to the headdress ఒక ఫీదర్ని హెడ్ డ్రెస్కి అంటే తలకి తల టోపీకి చుట్టుకునేవాళ్ళు ఎందుకయ్యా అంటే వాళ్ళు చూపించినటువంటి బ్రేవరీకి అంటే దాని ధైర్యానికి బ్రేవ్కి అలాగే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఎనిమిస్ మీద పోరాడినటువంటి వారి యొక్క ప్రయత్నానికి గుర్తుగా అనగా వాళ్ళ యొక్క ధైర్యానికి గుర్తుగా ఒక ఫీదర్ని యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు గెలిచిన ప్రతిసారి యుద్ధంలో గెలిచిన ప్రతిసారి యొక్క ఫీదర్ని యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అనగా వాళ్ళు సాధించినటువంటి విజయాలు అలాగే ఒక వ్యక్తి ప్రతిసారి తన జీవితంలో ఏదో ఒక కొత్త విషయాలు నేర్చుకుంటూ సాధిస్తూ ఉంటాడు అప్పుడు అతన్ని ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటారనమాట అది ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం if someone has achieved a feather in in in his cap he can be proud of it ఒక వ్యక్తి గనక తన టోపీలో ఫీదర్ నుంచుకుంటే దానికి అతను చాలా గౌరవించదగినటువంటి వ్యక్తి అని example it is a real feather in one's cap to be a playing for the country ఒక దేశస్థుడు తన దేశం కోసం పోరాడము తన దేశం కోసం అంతర్జాతీయ పోట పోటీల్లో పోరాడడం అనేది అతనికి ఒక ఫీదర్ ఇన్ వన్ స్కాప్ లాగా మారిందనమాట అది ఒక తనకి ఒక ధైర్యం ఒక గెలుపుని తెచ్చుతున్నాను నా దేశానికి అనేటువంటి ఫీలింగ్ అతనికి ఇవ్వటం జరుగుతుంది అతనికి ఒక న్యూ ఎడిషన్ అన్నమాట తన యొక్క సాహసాల్లో న్యూ ఎడిషన్ తన యొక్క చేస్తున్నటువంటి అచీవ్మెంట్స్లో ఒక న్యూ ఎడిషన్ కాబట్టి ఫీదర్ ఇన్ స్కాప్ అనగా అతడు చేస్తున్నటువంటి విజయాలు విజయాలు నెక్స్ట్ ఫోర్త్ చెక్ చేసుకుందాం next fourth by leaps and bounds by leaps and bounds అనగా ఆరిజిన్ ఇక్కడ ఉంది ఒక పొయిట్ అనే వ్యక్తి ఒక పొయిట్ ఇంగ్లీష్ పొయిట్ ఈ యొక్క వార్డ్ని మొట్టమొదటిసారిగా వాడాడు a leap and a bound a swift అనాపిథిస్ట్ థ్రాన్ అని యూజ్ చేయటం ద్వారా దీని పుట్టుక జరిగిందని నమ్ముతూ ఉంటారు by leaps and bounds means rapidly by leaps and bounds అనగా త్వరగా ఏకకాలంలో వెరీ క్విక్లీ చాలా స్పీడ్గా ఇన్ ఏ ఫ్లాష్ టైం ఒక్క క్షణంలోనే ఇన్ని విధాలుగా వస్తాయి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వెరీ క్విక్లీ చాలా స్పీడ్గా అతి త్వరగా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే the price of tea is growing by leaps and bounds tea యొక్క ధరలు టీ ధరలు చాలా ర్యాపిడ్గా లేదా వెరీ క్విక్లీగా రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి వాటి యొక్క ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పొచ్చు సింపుల్గా next fifth one a capital punishment capital punishment punishment అనగా శిక్షించటం క్యాపిటల్ అనగా పెద్ద మొత్తం అనుకోవచ్చు అనగా death sentence capital punishment means death sentence death penalty execution వీటిని మనం ఎక్కువగా కోర్టు సుప్రీంకోర్టు ఉరిశిక్షల్ని విధించేటప్పుడు వాడతారు క్యాపిటల్ పనిష్మెంట్ అని supreme court has given capital punishment to the murderer okay సరే ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే punishment by death for a serious crime అతడు చేసినటువంటి అనేక ఘోరాలకి డెత్ పెనాల్టీ ఉరిశిక్షను విధించటం example a person was given capital punishment for cold blooded మర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అతన్ని సజీవంగా చంపినందుకు అంటే ఒక వ్యక్తిని బ్రతికున్నటువంటి వ్యక్తిని కాల్చి చంపినందుకు ఒక వ్యక్తికి ఉరిశిక్షను వేశారని example next sixth one cock and bull stories ఇది చాలా కామెడీగా ఉండిద్దండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ గుర్తుపెట్టుకోండి ఇదనే కాదు ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంటే మీరు కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే వీటిలో ఏది మిస్ అవ్వకుండా ఉండదు కాబట్టి నాని టెక్ అండ్ వీడియోస్లో వచ్చేటువంటి ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ని మీరు మిస్ అవ్వకుండా చూస్తే one or two marks in English ఖచ్చితంగా సంపాదించవచ్చు okay friends cock and bull stories means కాకమ్మ కథలు తెలుగులో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే కాకమ్మ కథలు చెప్పమాకండి రే అంటారు కదా అలా కాక్ అండ్ బుల్ స్టోరీస్ దీనికి ఆరిజిన్ అనేది ఒకటి ఉంది కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనగా అబ్జర్వ్డ్ ఆర్ అన్లైక్లీ స్టోరీస్ అబద్ధాలు చెప్పటం కాకమ్మ కథలు చెప్పటం ఉన్నది లేనిది అన్నట్టు చెప్పటం లేనిది ఉన్నట్టుగా చెప్పటం వీటిని కక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు ఆర్జిన్ అనేది ఒకసారి మీకు ఎలా చెప్తాను అనండి ఒక పొయిట్ అనేటువంటి వ్యక్తి అందులో కుక్కల్ని కొంచెం కాకుల్ని ఇవి ఇవి మాట్లాడుకునేటట్టుగా చేస్తాడు రియాలిటీలో అసలు ఇవి మాట్లాడుకుంటాయా లేదు అందుకని కాకండి బుల్ స్టోరీస్ ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి ఈ కథని అంటే నిజం కాదు కాకపోతే జరిగినట్టుగా అక్కడ జరగలేదు కానీ జరిగినట్టుగా మాట్లాడటం చెప్పటం దాన్నే కాకండి బుల్ స్టోరీస్ కాకమ్మ కథలు మన తెలుగులోకి వచ్చేసరికి explanation a not believable story నమ్మసక్యము కానీ కథ used and explanation or excuse ఏదైనా సందర్భాన్ని చెప్పేటప్పుడు నమ్మ మనం నమ్మసక్యము కానీ విషయాన్ని చెప్పటాన్నే మరి కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు example none believes your cock and bull stories about the incident ఆ జరిగిన సంఘటనను బట్టి నీవు చెప్పేవి కాకంగా కాకమ్మ కథలని అందరికీ అర్థమైపోతూ ఉంది next seventh one in a nutshell in a nutshell and concisely in a nutshell and concisely means briefly క్లుప్తముగా తెలుగులో బ్రీ బ్రీఫ్లీ అనగా క్లుప్తముగా ఇన్ ఏ నట్షెల్ అంటే ఒక చిన్న ఒక చిన్న నట్షెల్ అనగా ఒక బాదం పప్పు లాంటిది అలా అన్నమాట చిన్న చిన్నదాన్ని పోల్చి ఒక టైనీని పోల్చి చెప్తామన్నమాట ఇది ఆరిజిన్ అనేది ఎలా పుట్టిందంటే దీని పుట్టుక ప్లీనీ న్యాచురల్ హిస్టరీలో ఒక స్టోరీ చెప్తాడు అందులో ఒక వ్యక్తి ఇల్లిద్ అనేటువంటి వ్యక్తి చాలా చిన్న సైజులో మీనియేచర్ అనగా చిన్నగా చాలా పొట్టివాడు చిన్నగా ఉంటాడనమాట ఒక అంగుళాల సైజు అతను ఒక వాల్నట్ వాల్నట్లో దూరతాడనమాట అందులో ఆ స్టోరీ మొత్తం Pliny natural history history Pliny చెప్పేటువంటి కథలో ఇల్లిద్ అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి చాలా పొట్టి వ్యక్తి ఇతను వాల్నట్ యొక్క శలలో శలలో ఒక పడతాడనమాట అంత చిన్న వ్యక్తి ఈ స్టోరీ మొత్తం ఏం చెప్పిద్దంటే ఈ ఇల్లిద్ అనేటువంటి పర్సన్ ఈ నట్ షెల్లో పట్టాడు అంటే ఒక పర్సన్ అనేది ఒక నక్షల్లో పడతాం అనేది చాలా కష్టం కానీ పట్టించారు అలాగే కొన్ని గంటలు కొన్ని గంటలు ఒక ఒక మూవీ చూసామనుకోండి త్రీ అవర్స్ దీన్ని మనం టెన్ మినిట్స్లో చెప్పేస్తాం కథని చూసి వచ్చిన తర్వాత ఎట్టా ఇంపార్టెంట్ ఏదో ఏదైతే చెప్పాలో అంతమట్టుగా చెప్పేసి టెన్ మినిట్స్లో చెప్పేస్తాం మనం చూసే సినిమా టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ అది దీన్ని క్లుప్తంగా అంటారు ఇండియన్ నట్షెల్ అండ్ కాన్షియస్లీ అంటారు అనమాట ఇండియన్ నట్షెల్ అని వచ్చింది ఎగ్జామ్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంపార్టెంట్ బిట్ మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం టు బ్రీఫ్లీ డిస్క్రైబ్ సంథింగ్ ఒక దాని గురించి క్లుప్తంగా వివరించుట example in a nutshell this Nani tech and videos helps you to learn idioms and phrases Nani tech and videos అనేది ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ని అర్థం చేసుకోవటానికి చాలా క్లుప్తంగా వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి నాని టెక్ అండ్ వీడియోస్ వారు చాలా క్లుప్తంగా ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ని చెప్పడానికి క్లాసెస్ చేస్తున్నారు break the ice break the ice start conversation suppose మన ఎగ్జాంపుల్కి చెప్దానండి టూ పర్సన్స్ ఉన్నారు వీరిద్దరు మాట్లాడుకోరు గొడవ అయింది వీళ్ళిద్దరూ ఎలాగోలా మాట్లాడుకోవాలా ఒక మూడో వ్యక్తి ఉంటారు మీడియేటర్ అనుకుందాం మీడియేటర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడు ఇతను ఏమనొచ్చు అంటే is the break the ice he is the break the ice between them అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవటానికి ఇతను సహాయం హెల్ప్ చేశాడు కాబట్టి ఇతన్ని బ్రేక్ ది ఐస్ అనొచ్చు ఇంకోటి ఏంటంటే దీని ఆరిజిన్ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ మరి అలాగే చూద్దాము ఆరిజిన్లోకి వెళ్దాము ఒక ఓడ ప్రయాణిస్తూ ఉంటుంది యొక్క ఫ్రేజ్ ఎలా పుట్టిందంటే ఒక ఓడ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది అది ఐస్ గడ్డలు ఐస్ గడ్డలు దాని యొక్క దారికి అడ్డు వస్తూ ఉంటాయి ఓడ వెళ్తూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ ఐస్ని బ్రేక్ చేసి దీని గుండు వెళ్ళిద్ది అనమాట ఈ పడవ అనేది దాని గుండు వెళ్ళిద్ది దాన్ని బ్రేక్ ది ఐస్ అంటారు అడ్డొచ్చినటువంటి దాన్ని అనగా వీళ్ళిద్దరి మధ్య ఒక కోపము యుగో వచ్చింది ఇద్దరు పర్సన్స్ మధ్య ఒక యుగో వస్తే ఆ యు ఆ యుగోని వదులుకొని వాళ్ళిద్దరు పలుక్కోటాన్ని బ్రేక్ ది ఐస్ ఇక్కడ ఐస్ని బ్రేక్ చేశారు ఇక్కడ వీళ్ళు యుగోని బ్రేక్ చేశారు కాబట్టి break the ice means start conversation అనగా ప్రయాణం సాగించుట ఇందులో ఆ పడవ అనేది ప్రయాణం సాగించిద్ది ఆగిపోకుండా అలాగే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే do or say something to get conversation going in a tensed situation ఒక మస్క మారినటువంటి చి ఒక కాన్వర్సేషన్ అనగా ఎవరు మాట్లాడుకోవట్లా నిర్మలంగా ఉంది ప్రశాంతంగా ఉంది కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి ఆ చేసేటువంటి ప్రయత్నాన్నే break the ice we should play a trick to break the ice between them వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటానికి మనం ఏదైనా ట్రిక్ని ప్లే చేద్దాం we should play a trick to break the ice between them వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటానికి మనం ఏదో ఒక ఒక ట్రిక్ని ప్లే చేద్దాం దీన్ని బ్రేక్ ది ఐస్ అంటారు start conversation face the music ఈరోజు నీకు మ్యూజిక్ కొందరు అంటారు చూసారా ఫేస్ ది మ్యూజిక్ వీడికి ఈరోజు ముహూర్తం ఉందిరా అంటారు అంటే దెబ్బలు తినటం తిట్టించుకోవటం to receive punishment or criticism వీడికి ఈరోజు ఫుల్గా మ్యూజిక్ ఉంది ఇంట్లో ఇంటికి వెళ్తే చాలు వీడికి అయిపోయాడు ఈరోజు అంటారు దాన్నే ఫేస్ ది మ్యూజిక్ అంటాం ఇంగ్లీష్లో face the music means to receive punishment or criticism origin పుట్టుక ఎలా పుట్టిందంటే మిలిటరీలో ఎవడైనా తప్పు చేస్తే అతన్ని కొడుతూ ఉంటారు కొట్టేటప్పుడు డ్రమ్ములు బ్యాండ్ మ్యూజిక్ని వాయిస్తూ ఉంటారు అంటే ఒక మ్యూజిక్ని ప్లే చేస్తారు అలా ఫేస్ ది మ్యూజిక్ అనేది పుట్టింది మీరు ఆరిజిన్ ఒకసారి చదువుకోండి మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంత మట్టికి చాలా అనుకుంటున్నాను face the music means to receive punishment or criticism చేసిన తప్పుకి అతను ఫలితాన్ని అనుభవించటం explanation to accept criticism or punishment for you wrongly doing అతను చేసినటువంటి తప్పుకి వాడు ఆ శిక్షణను నొందటం దాన్ని ఒప్పుకొనటం example if you do something wrong you will face the music ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేస్తాను అందులో ఏదనక తప్పు చేశారనుకో మన సార్ తిడతారు రే ఏంద్ర ఎలా చేసావు సరిగ్గా నేర్చుకోవటం రాదా బుద్ధి లేని కదా అని తిడతారు అలాగా ఒక క్రిటిసిజాన్ని మనం పొందుతాం అందుకని మనం ఎప్పుడు ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటే మనకి ఇంగ్లీష్ వచ్చేసిద్ది బ్లో వన్స్ ఓన్ ట్రంపేట్ అంటే ఎవడు సోదరు చెప్పుకోవటం నీ సోది నువ్వు చెప్పుకోవటం నా సోది నేను చెప్పుకోవటం అన్నట్టు మన తెలుగు భాషలో చెప్తున్నానండి ఎవరు తప్పుగా ఆలోచించుకోవద్దు ఎవడు వాడితే మూవీలో ఎవడు పని అట్ట చేసుకుంటాడు అట్టాగే బ్లూ వన్స్ వన్ ట్రంపేట్ ఎవడు గోలాడు చెప్పుకున్నట్టు మన తెలుగు భాషలో చెప్తున్నాడా తప్పుగా అనుకోవద్దు మీరెవరు to talk boastfully about one's achievement ఒకడు చేసినటువంటి అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుట కొంతమంది ఉంటారు అరే నేను ఎట్ట చేశారా నేను అట్టా చేశారని గొప్పలు చెప్పుకుంటారు అతన్ని ఏమంటారంటే he is the own trumpet he is blowing his own trumpet నేను కనుక డప్పు కొనుక్కో నేను అలా గొప్పలు చెప్పుకుంటే అరే నీ డప్పు నువ్వు దేనికిరా కొట్టుకుంటావు అంటారు చూసారా అలా ఎవడైనా డంబాలు పోతాడు గొప్పలు చెప్పుకుంటాడు అరే ఎందుకురా నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటావు మెదలకుండా కూర్చోక అంటారు ఈ విధంగా ఆ బ్లో వన్స్ వన్ ట్రంపే తెలుగులో చెప్పుకుంటే బాగా గుర్తుండిద్ది మరి ఇటువరకు రోజుల్లో కథలు చెప్పేటప్పుడు ఆరన్ను మోగిచ్చి కథలు చెప్పేవాళ్ళు ఎందుకంటే స్టోరీ బాగా అట్రాక్ట్ చేయడానికి అలాగే ఒకడు తన డప్పు ఆడు కొట్టుకుంటాడు ఎందుకంటే అతడు వేరే వాళ్ళని ఆకర్షించుకోవాలి కాబట్టి మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం explanation to talk about one achievement in a way that it shows one is proud of oneself ఒకటి చేసినటువంటి గొప్పల గురించి మరొకడు అతడు అతన్ని పొగిడినట్టుగా చెప్పటానే బ్లో ఈజ్ ఓన్ ట్రంపెట్ అంటారు example he refuse to blow his own trumpet and వెంటవే అతడు తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవడానికి ఇష్టం లేక వెళ్ళిపోయాడు ఎందుకంటే అతనికి గొప్పలు చెప్పుకోవటం రాదు కాబట్టి అతడు తన గొప్పని అతను చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు ఇలా అందరు ఉండండి మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వచ్చని మీ ఓన్ ట్రంపెట్ని మీరు కొట్టుకోవద్దు పక్కన వాళ్ళకి చెప్పండి అప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఇంగ్లీష్ వచ్చో రాదు ఓకేనా మీరు ఏదైనా అచీవ్మెంట్ చేశారంటే మీరు కాదు చెప్పాల్సింది మరొకరు చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి రివిజన్ చేద్దాము వన్ మినిట్లో మొత్తం చెప్పేస్తాను చూడండి ఆల్రెడీ క్లాస్ విన్నారు కాబట్టి వన్ మినిట్లో a man of letters means scholar a man of letter అనగా పండితుడు leave no stone unturned means to try every possible way leave no stone unturn means అన్ని విధాలుగా ప్రయత్నించుట దేన్ని వదలకుండా అచీవ్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించుట ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అతడు చేసినటువంటి విజయాలకు గుర్తుగా feather in one's cap a new edition distinction అతడు చేసిన విజయానికి గుర్తుగా తగిలి ఇచ్చేటువంటి ఫీదర్ గుర్తింపు by leaps and bounds means rapidly very quickly by leaps and bounds అనగా చాలా త్వరగా క్షణంలో స్పీడ్గా ఈ విధంగా capital punishment means death sentence death penalty capital punishment అనగా డెత్ సెంటెన్స్ ఉరిశిక్ష cock and bull stories means unlikely stories నమ్మ సఖ్యము కానీ కథలు కాక్ అండ్ బుల్ స్టోరీ అనగా కాకమ్మ కథలు నమ్మలేనటువంటి కథలు in a means briefly in a nutshell means briefly in a nutshell means క్లుప్తముగా పూర్తిగా ఒక ఒక మాటలో పూర్తిగా చెప్పేయటం break the ice break the ice start conversation break the ice start the conversation అనగా మాట్లాడుట ప్రారంభించుట గొడవైంది వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకోవడానికి ప్రారంభించారు దాన్నే బ్రేక్ ది ఐస్ వాళ్ళు ఏం చేశారు ఐస్ని బ్రేక్ చేశారు face the music to receive punishment or criticism face the music అనగా అతడు చేసినటువంటి తప్పుకి అతడు శిక్షణ అనుభవించటం blow one's one trumpet to talk boastfully about one achievements అతను చేసినటువంటి విజయాలకి మరొకడు అతని గురించి పొగడతాము పొగడటాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి నాకు వీడియో మీకు నచ్చినట్లయితే నాని టెక్కన్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి పీడిఎఫ్లో లింక్ ఉంటుంది మీకు ఈ లింక్ ద్వారా మీరు నాకు ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు లేదా నాని టెక్ అండ్ వీడియోస్ అని మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే వచ్చిద్ది మరి డిస్క్రిప్షన్లో ఇంకా అనేక వీడియోస్ ఉంటాయి డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఉండిద్ది లింక్స్ కనుక లింక్స్ కానీ నాకు ఛానల్ లింక్స్ కానీ ప్లేలిస్ట్ ఆల్రెడీ చేసినటువంటి క్లాసులు ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్